హలో హ్యాపీ ఈవినింగ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న topic Clubhouse mobile application ఆండ్రాయిడ్లో కానీ ఐఓఎస్లో కానీ మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న మొబైల్ అప్లికేషన్ అసలు ఎందుకు ఇండియన్ కన్జ్యూమర్స్ ఈ మొబైల్ అప్లికేషన్ని ఇంత అగ్రెసివ్గా యూజ్ చేస్తున్నారు దీంట్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి క్లబ్ హౌస్ అప్లికేషన్ని మనం ఏ రకంగా యూజ్ చేయవచ్చు అసలు దాంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి ఈ పాయింట్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం బేసిక్గా మీరు ఇన్స్టాగ్రామ్ యూస్ చేశారంటే you can share photos videos and few of the text information మీరు కోరాకి కానీ ట్విట్టర్కి కానీ వెళ్ళారంటే మీరు కంప్లీట్గా టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే షేర్ చేయగలరు అట్ ద సేమ్ టైం మీరు ఫేస్బుక్ వెళ్ళారంటే photos videos few of the content text information మీరు షేర్ షేర్ చేయగలరు అట్ ద సేమ్ టైం మీరు యూట్యూబ్కి వెళ్ళారనుకోండి కంప్లీట్గా వీడియో ఇన్ఫర్మేషన్ని షేర్ చేయగలరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ వస్తున్నాయి వీటిలో మనం మెయిన్లీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ టెక్స్ట్ కానీ ఎక్కువగా షేర్ చేస్తున్నాం but only for the voice మనకున్న ఓన్లీ వన్ ప్లాట్ఫామ్ ఏంటి అంటే పోడ్కాస్ట్స్ యాంకర్ కానీ స్పాటిఫై కానీ డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి బట్ అందులో మనం పోడ్కాస్ట్ చేసి ఆడియన్స్కి రిలీజ్ చేయగలం తప్పించి లైవ్ డిస్కషన్స్ చేయలేకపోతున్నాం సో ఈ క్లబ్ హౌస్ అనే అప్లికేషన్ మార్చ్ ట్వంటీ ట్వంటీలో వాళ్ళ ఫస్ట్ బీటా వెర్షన్ కంప్లీట్ చేసుకొని మార్కెట్లోకి లాంచ్ చేశారు ఆఫ్టర్ దట్ రీసెంట్గా మే ట్వంటీ ట్వంటీ వన్లో ఒక ఫైనల్ వెర్షన్ ఒక కంప్లీటెడ్ వెర్షన్ని కూడా ఫినిష్ చేసి గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ చేశారు అసలు ఏంటి క్లబ్ హౌస్ ఇందులో ఉండే మెయిన్ ఫీచర్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లబ్ హౌస్ అప్లికేషన్లో కనుక జాయిన్ అవుదాం అనుకుంటే మీకు ఖచ్చితంగా ఒక ఇన్విటేషన్ ఉండాలి అంటే ఆల్రెడీ క్లబ్ హౌస్లో ఉన్న మెంబరు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే తప్ప మీరు క్లబ్ హౌస్లో లాగిన్ కానీ రిజిస్టర్ కానీ చేయలేరు సెకండ్ థింగ్ వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఇందులో ఉండే main option different different clubs ఉంటాయి అందులో డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ క్రియేట్ అవుతాయి ఆ రూమ్స్లో జాయిన్ అయ్యి మీరు ఆ పర్టికులర్ టాపిక్ మీద మీ సెషన్ అంటే మీ స్పీచ్ కానీ మీ ఒపీనియన్ కానీ లైవ్లో ఆడియో రూపంలో షేర్ చేసి మిగిలిన పార్టిసిపెంట్తో కంట్రిబ్యూట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ఇన్పుట్స్ని గెయిన్ చేసి ఎగ్జిట్ అవ్వడం తప్పించి మీరు ఇందులో ఫోటో షేర్ చేయలేరు టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేరు వీడియో ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేరు ఇంకా ఏ రకమైనటువంటి అదర్ ఫీచర్స్ కూడా ఇందులో బట్ ఇందులో ఉన్న ఒకే ఒక feature join in a room ర్యాండమ్గా డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి ఆ డిఫరెంట్ రూమ్స్ని మీరు ర్యాండమ్గా జాయిన్ అయ్యి అందులో ఉన్న సెషన్ని లేదా ఆ పర్టికులర్ టాపిక్ గురించి మీరు ఫ్రీగా మాట్లాడవచ్చు ఆన్ ది స్పాట్ ఇది ఏంటంటే తర్వాత ఇందులో లైవ్ రికార్డెడ్ వెర్షన్ కానీ ఈ కంటెంట్ని మళ్ళీ తిరిగి వేరే వాళ్ళకి షేర్ చేయడం కానీ ఏమీ జరగదు ఇన్స్టెంట్గా మీరు ఒక రూమ్లో జాయిన్ అయ్యి మీ సెషన్ కానీ మీ స్పీకర్ మీ స్పీకింగ్ స్కిల్స్ కానీ అక్కడ మాట్లాడి మీరు అనుకున్న టాపిక్ని మాట్లాడి బయటకు వచ్చేయడం తప్పించి అడిషనల్గా ఒక ఆప్షన్ కూడా ఇందులో ఈ క్లబ్ హౌస్ అప్లికేషన్ ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో కోవిడ్ నైన్టీన్ సిచ్యువేషన్స్లో బాగా పాపులర్ అవడానికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే మనం మన ఇళ్లల్లో చాలా రోజుల నుంచి ఉంటున్నాం బయటకు వెళ్ళే సిచ్యువేషన్ అసలు లేనే లేదు జాబ్స్ కానీ మీటింగ్స్ కానీ అన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షనే ఉన్నాయి అట్ ద సేమ్ టైం మన చుట్టూ ఉన్న మనుషులు కూడా చాలా లిమిటెడ్గా ఉన్నారు because of the second wave and third wave మనం బయటికి వెళ్ళి మన రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని మీట్ అయ్యే ఆప్షన్ కూడా లేదు అట్ ద సేమ్ టైం ఇన్నాళ్ళుగా మన బ్రెయిన్లో ఉన్న స్ట్రెస్ కానీ మనం మాట్లాడాలనుకున్న మాటలు కానీ ఈ క్లబ్ హౌస్లో షేర్ చేయడం అనేది ఒక మెయిన్ లాజిక్ కావడం వల్ల చాలామంది ఇండియన్ కన్జ్యూమర్స్ ఈ అప్లికేషన్ని లాంచ్ చేస్తున్నారు ఇప్పటి వరకు Clubhouse almost four billion funding gather చేసింది అండ్ ట్విట్టర్ కూడా దీన్ని అక్వైర్ చేసి రౌండ్ సి ఫండింగ్ కోసం వెయిట్ చేస్తుంది ఎక్వైర్ చేసే ప్లాన్లో ఉన్నారు if at possible Clubhouse will be acquired by the Twitter for further series of funding అయితే ఈ క్లబ్ హౌస్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఇందాక చెప్పినట్టు నేను నా ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోగలను నా ప్రొఫైల్లో uh, నా తాలూకా బయో రాయగలను I'm a businessman I'm an entrepreneur I'm a traveller I'm an author నేను పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ చేస్తాను నా కంపెనీ డీటెయిల్స్ ఇవి నా ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవి నా mobile number email ID and అఫీషియల్గా మీ ట్విట్టర్ ఐడిని ఇన్స్టాగ్రామ్ ఐడిని క్లబ్ హౌస్కి కనెక్ట్ చేయవచ్చు సో మిమ్మల్ని ఎవరైనా ఫాలో అయ్యే అవకాశం ఒకటి ఉంది లేదు మీరు వేరే ప్రొఫైల్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది ఫాలో అయ్యి వాళ్ళ ప్రొఫైల్ చదివి వాళ్ళ ట్విట్టర్ని కానీ ఇన్స్టాగ్రామ్ని కానీ పర్సనల్గా కనెక్ట్ అవ్వడం తప్పించి క్లబ్ హౌస్లో మీరు ఒక టెక్స్ట్ కానీ ఒక మెసేజ్ కానీ ఒక వీడియో కానీ ఫోటో కానీ ఏమీ షేర్ చేయలేరు చెప్తున్నాను కదా క్లబ్ హౌస్ అనేది ఇన్స్టంట్గా ర్యాండమ్గా మనం చేసే కొన్ని డిస్కషన్స్కి అవసరమైన ప్లాట్ఫామ్ తప్పించి అడిషనల్గా మనం ఇందులో ఏమీ చేయలేదు అయితే ఇంత లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నా కూడా ఓన్లీ వాయిస్ ఒక్కటే వినిపించాల్సిన ఆప్షన్ ఉన్నా కూడా పోడ్కాస్ట్ కన్నా క్లబ్ హౌస్ ఏ రకంగా డిఫరెంట్గా ఉంది పోడ్కాస్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ రాసి దాన్ని ఒక వాయిస్ ఓవర్లో కానీ కెమెరాలో కానీ మొబైల్లో కానీ రికార్డ్ చేసి దాన్ని ఎడిట్ చేసి మీ పర్టికులర్ పోడ్కాస్ట్ ఛానల్లో లాంచ్ చేస్తారు ఈ లాంచ్ చేసిన పోడ్కాస్ట్ని కూడా మళ్ళీ పర్సనల్గా మీరు ఎంతోమందికి మీ ఫ్రెండ్స్కి సర్కిల్లో ఉన్న వాళ్ళకి రిలేటివ్స్కి కొలీగ్స్కి షేర్ చేస్తే తప్ప మీ పోడ్కాస్ట్ అనేది ఎవరికి తెలియదు అట్ ద సేమ్ టైం మీ పోడ్కాస్ట్కి ఫాలోవర్స్ ఉంటే ఆ పోడ్కాస్ట్ని వినగలుగుతారు but it is all a pre recorded session ముందుగా మీరు దాన్ని కొంచెం ఆలోచించి ప్లాన్ చేసి వర్క్ చేస్తే కానీ పోడ్కాస్ట్ వర్కౌట్ అవ్వదు at the same time YouTube అయినా ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీరు కొంత ప్రిపేర్ చేసి అందులో షేర్ చేయడం కానీ సేవ్ చేయడం కానీ ఆప్షన్ ఉంది బట్ ఈ క్లబ్ హౌస్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నేను నాకు ఆల్మోస్ట్ లాస్ట్ థర్స్డే నా ఫ్రెండ్ ఒకరు కాల్ చేసి అన్న క్లబ్ హౌస్ అప్లికేషన్ చాలా బాగుంది నువ్వు పబ్లిక్ స్పీకింగ్ అవి బాగా చేస్తున్నావు కదా నీకు మంచి ప్లాట్ఫామ్ అవుతుంది ఇది తొందరగా జాయిన్ అవ్వంటే నేను అసలు అడిగాను అసలు క్లబ్ హౌస్ ఏంట్రా అప్లికేషన్ నేను పేరే వినలేదు ఇప్పటివరకు అన్న రీసెంట్గా స్టార్ట్ అయింది చాలా ట్రెండింగ్లో ఉంది నేను నీకు రిక్వెస్ట్ పంపిస్తాను ఎందుకంటే నువ్వు ఇండివిజువల్గా దాంట్లో జాయిన్ అవ్వలేవు నేను రిక్వెస్ట్ పంపిస్తాను నువ్వు లాగిన్ అయ్యి నీ ప్రొఫైల్ అంతా క్రియేట్ చెయ్యు మనం ఒకటి రెండు రూమ్స్ క్రియేట్ చేసి మాట్లాడి చూద్దాం పబ్లిక్ వ్యూస్ ఎలా ఉంటాయో తెలుస్తుంది తను లాస్ట్ థర్స్డే అనుకుంటా తను ప్రొఫైల్ క్రియేట్ చేసి నాకు ఇచ్చాడు ఐ మీన్ తను రిక్వెస్ట్ పంపించాడు నేను లాగిన్ అయ్యి నా ప్రొఫైల్ అంతా క్రియేట్ చేసిన తర్వాత ర్యాండమ్గా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను అసలు ఏంటి ఒక గ్రూప్ ఏంటి రూమ్స్ ఏ ఉంటాయి క్లబ్స్ ఏ ఉంటాయని ఫస్ట్ మనం సెర్చ్ చేసేది ఏంటి మనందరం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు క్లబ్స్ ఏవైనా ఉన్నాయని ఓపెన్ చేశాను అందులో తెలుగు ట్రైబ్ అని తెలుగు వైబ్స్ అని తెలుగు ఫ్యామ్ అని తెలుగు ఆంటర్ప్రెనర్స్ అని తెలుగు స్టార్టప్స్ అని తెలుగు మూవీస్ అని కొన్ని క్లబ్స్ ఉన్నాయి అందులో నాకు కావాల్సినమైన ఈ తెలుగు ట్రైబ్ కానీ స్టార్టప్స్ కానీ పబ్లిక్ స్పీకింగ్ కానీ ఈ సెషన్స్ జాయిన్ అయ్యాను అండ్ నేను ఈ క్లబ్స్లో జస్ట్ యాజ్ ఏ ఫాలోవర్ కింద ఆ క్లబ్స్ని ఫాలో చేసినందుకు ఈ క్లబ్స్లో జరుగుతున్న డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ అన్నీ కూడా నాకు కనిపిస్తున్నాయి నా ప్రొఫైల్లో సో ఫస్ట్ ఏదో ఒక రూమ్ కనిపించింది ర్యాండమ్గా జాయిన్ అయ్యాను అందులో ఒక bunch of almost forty to fifty teenagers career గురించి వాళ్ళకి సంబంధించిన స్టడీస్ గురించి ర్యాండమ్గా ఫస్ట్ డేట్ ఏంటి సెకండ్ డేట్ ఏంటి అడ్వెంచర్ ట్రిప్స్ ఏంటి ఈ డిస్కషన్స్ అన్నీ చేస్తున్నారు నేను విన్నాను అసలు దాన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయడం అని సో ఇప్పుడు దీని ఓవరాల్ ఎజెండా ఏంటంటే ఫస్ట్ మీరు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి లాగిన్ అయిన తర్వాత ఏదో ఒక క్లబ్లో జాయిన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు that's not a mandatory and మీరు ఇన్స్టెంట్గా ఒక రూమ్ని క్రియేట్ చేయొచ్చు రూమ్ని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ రెండు సెషన్స్ ఉంటాయి ఒకటి స్పీకర్ రూమ్ ఇంకొకటి listener speaker section listener section speaker సెక్షన్లో ఉన్న వాళ్ళు మాట్లాడింది లిజనర్స్గా ఉన్న వాళ్ళు అందరూ వినొచ్చు if you want to go for a speaker session మీకు కింద రైజ్ ఏ హ్యాండ్ అనే ఆప్షన్ ఉంటుంది మీరు ఆ రైజ్ ఏ హ్యాండ్ని కనుక క్లిక్ చేస్తే ఆ స్పీకర్ రూమ్ని స్పీకర్ రూమ్ని క్రియేట్ చేసిన మోడరేటర్ మిమ్మల్ని లిజనర్ రూమ్ నుంచి స్పీకర్ రూమ్లోకి తీసుకొస్తారు సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సపోజ్ సినిమాల గురించి డిస్కషన్ జరుగుతుంది అనుకోండి మీ ఒపీనియన్స్ మీరు షేర్ చేయొచ్చు లేదా బిజినెస్ గురించి డిస్కషన్ జరుగుతుంది మీ ఒపీనియన్స్ మీరు షేర్ చేయొచ్చు స్టార్టప్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది మీ ఒపీనియన్ మీరు షేర్ చేయొచ్చు అలాగా ఒక two minutes five minutes ten minutes depends on the club rules లేదా రూమ్కి ప్రతి రూమ్కి క్లబ్కి కొన్ని రూల్స్ పెట్టుకుంటారు టాపిక్ ఎజెండా ఏంటని మాట్లాడుకుంటారు దాన్ని బట్టి మీకు నచ్చినంతసేపు మీరు సెషన్ మాట్లాడి మీరు ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ వేరే రూమ్లో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా you can raise your voice మీ వాయిస్ని నలుగురికి వినిపించే అవకాశం మీ స్కిల్స్ని నలుగురికి వినిపించే అవకాశం క్లబ్ హౌస్లో చాలా బాగా ఉంది అయితే ఆ రోజు గురువారం ఆఫ్టర్నూన్ త్రీ నుంచి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్లో జాయిన్ అయ్యి చాలామందితో మాట్లాడి ఏంటి అసలు యాప్ అనేది ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి నాకు ఒక ఐడియా వచ్చింది మనం ఎందుకు ఇన్స్టెంట్గా ఒక రూమ్ క్రియేట్ చేయకూడదని వెంటనే ఒక రూమ్ క్రియేట్ చేసి ఆ రూమ్కి పేరు పెట్టా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్స్ అని నేను ఒక్కడనే ఉన్నాను నా తర్వాత one by one one by one join అవుతున్నారు అలాగా ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనే రూమ్ ఈవినింగ్ సిక్స్కి స్టార్ట్ చేస్తే నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు కంటిన్యూ అయింది అంటే చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ కానీ వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్ కానీ నెరేటివ్ స్కిల్స్ కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి రెడీగా ఉన్నారు సో ర్యాండమ్గా పీపుల్ జాయిన్ అవ్వడం వాళ్ళు హ్యాండ్ రైస్ చేస్తే వాళ్ళని స్పీకింగ్ రూమ్లోకి స్పీకింగ్ సెక్షన్లోకి తీసుకురావడం వాళ్ళకి two minutes three minutes time ఇచ్చి వాళ్ళు అనుకున్నది మాట్లాడిన తర్వాత మళ్ళీ లిజినెస్ సెక్షన్ పంపించడం అలాగా కంటిన్యూగా ఒక ఇరవై మంది ముప్పై మంది జాయిన్ అవుతుండడం మాట్లాడడం వెళ్తూ ఉండడం ఇరవై మంది ముప్పై మంది జాయిన్ అవుతుండడం మాట్లాడుతుండడం వెళుతుండడం ఇలాగ ఒక ఫైవ్ అవర్ సెషన్ జరిగిన తర్వాత నాకు అర్థమైంది ఓకే క్లబ్ హౌస్ని మనం ఇంత ఎఫెక్టివ్గా యూస్ చేసుకోవచ్చు సో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మనం థర్స్డే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ చేసాం Friday success and success tips మీద uh, కొన్ని పాయింట్స్ మాట్లాడాం and Saturday book reading club గురించి మాట్లాడాం అండ్ సండే కూడా బుక్ హాలిక్స్ అని ఇంకో సెషన్ చేసాం ఎంతమంది అసలు బుక్ రీడర్స్ ఉన్నారు మీ షేరింగ్ మీ ఒపీనియన్స్ ఏంటి బుక్స్ ఏవి బాగుంటాయి ఏ బుక్ చదవాలి అందులో ఉండే ఇన్సైట్స్ ఏంటి ఆ బుక్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి ఇవి కూడా ప్రతిరోజు ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ లెవెన్ వరకు ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి అండ్ నిన్న మండే కూడా స్టార్టప్స్ ఏంటి వాటి స్ట్రగుల్స్ ఏంటి పెయిన్ పాయింట్స్ ఏంటి ఎక్కడెక్కడ ఫండింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇలాంటి సెషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అండ్ ఈరోజు పర్టికులర్గా వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ నాలుగైదు రోజుల్లో నాకు చిన్న కన్ఫ్యూజన్ ఉన్నది మనం నిజంగా క్లబ్ హౌస్ని ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నామా లేదా ఊరికే కొత్తగా ఓవర్ ఎగ్జైట్మెంట్ తోటి ఓవర్ ఎంజూజియాసం తోటి ఖాళీగా ఉన్నాం కాబట్టి క్లబ్ హౌస్లో ఇరవై నాలుగు గంటలు బ్రౌజ్ అన్న ఆలోచన నాకు వచ్చింది అఫ్కోర్స్ మార్నింగ్ నేను బయట క్లైంట్ మీటింగ్స్ అవి చూసుకొని ఆఫ్టర్నూన్ ఆఫీస్ వర్క్ చూసుకొని ఈవినింగే స్టా లాగిన్ అవుతున్నాను ప్రతిరోజు బట్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ లేదా డిఫరెంట్ డిఫరెంట్ ఈ రూమ్స్ కానీ చూసినప్పుడు చాలా మట్టుకు నాన్ ప్రొడక్టివ్ థింగ్స్ కూడా జరుగుతున్నాయి అఫ్ కోర్స్ అది వాళ్ళ పర్సనల్ విషయం మనం నాన్ ప్రొడక్టివ్ థింగ్స్ గురించి మాట్లాడక్కర్లేదు మొన్న ఒక అమ్మాయి అయితే ఏకంగా క్లబ్ హౌస్లోనే స్వయంవరం పెట్టుకుంది ఇంకొకరు ఈ మూవీస్ ఏంటి సినిమా డిస్కషన్స్ ఏంటి అందులో ఉండే క్వశ్చన్స్ ఏంటి అవుతుంది ఈరోజు మార్నింగ్ చూసాను ప్రొడక్టివ్గా ఎవరో సుందరాకాండ మీద డిస్కషన్ చేస్తున్నారు అసలు అందులో ఉండే మెయిన్ పాయింట్స్ ఏంటి హనుమంతుడి నుంచి మనం ఏం తీసుకోవాలి రాముడు మాట్లాడిన మాట్లాడి నుంచి మనం ఏం తీసుకోవాలి that was also very good అలాగా మీరు తీసుకున్న సబ్జెక్ట్ని బట్టి అది మంచిదా చెడ్డదా అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఐ డోంట్ జడ్జ్ యూ అయితే ఈరోజు Clubhouse success and success struggles అన్న రూమ్ క్రియేట్ చేసి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఇప్పుడు జస్ట్ ఎయిట్ థర్టీ వరకు ఈ సెషన్ జరిగింది అండ్ ఇందులో నేను చెప్పాను కదా ఈ నాలుగు రోజుల్లో మనం క్లబ్ హౌస్ని నిజంగా ప్రాపర్గా యూజ్ చేస్తున్నావా లేదా ఊరికే ఓవర్ ఎగ్జైట్మెంట్ తోటి ఎక్కువగా బ్రౌజ్ చేస్తున్నావా అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈరోజు ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళ సక్సెస్ జర్నీ ఏంటి అందులో ఉన్న స్ట్రగుల్స్ ఏంటి అన్న పాయింట్ షేర్ చేసినప్పుడు నిజంగా క్లబ్ హౌస్ అనేది ప్రాపర్గా యూజ్ అవుతుంది అనిపించింది ఎందుకంటే నేను ఒక పర్సన్తో ఈరోజు మాట్లాడడం జరిగింది తను అందరితో తన ఒపీనియన్ షేర్ చేసుకున్నారు అసలు బేసిక్గా తన లైఫ్లో సక్సెస్ ఎలా కంటిన్యూ అయింది అందులో తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటని కీ పాయింట్ ఏంటి అంటే తను చిన్నప్పటి నుంచి కూడా హ్యాండిక్యాప్డ్ వీల్ చైర్కి మాత్రమే తను కంప్లీట్గా పరిమితం అయ్యేది ఈ ఎగ్జామ్స్ కానీ స్కూల్స్ కానీ ఎలాగో అలా ఉన్న స్ట్రగుల్స్ అన్నీ ఓవర్కమ్ చేసి సర్టిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ చేసింది but at the same time తను జాబ్కి వెళ్తున్నప్పుడు చాలా కార్పొరేట్ కంపెనీస్ కానీ నాన్ కార్పొరేట్ కంపెనీస్ కానీ తన స్కిల్ చూడకుండా ఓన్లీ తన డిజేబిలిటీ అంటే తను వీల్ చైర్లో ఉన్నారు తన వర్క్ సరిగ్గా చేస్తారా లేదా అని చాలామంది స్కిల్ ఉన్న ఇంటర్వ్యూస్ అన్నీ క్రాక్ చేసినా కూడా జాబ్ ఇవ్వడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అయితే తను టీచింగ్ అని ఇంకో కెరీర్ నేర్చుకొని ప్యారల్గా యూఏ యూఎక్స్ డిజైనింగ్స్ అవి నేర్చుకుంటూ ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తూ కొంత జర్నీ అయిన తర్వాత ఈ ఇయర్ తను ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో ఎంప్లాయ్గా సెటిల్ అయింది అట్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి తనకున్న ఆ డిసడ్వాంటేజ్ ఈరోజు అడ్వాంటేజ్ అయింది కాబట్టి కంప్లీట్గా సరిపోయింది అయితే ఈరోజు తను చెప్పిన మాట మీ అందరిలాగా నేను బయటకు వచ్చి ఎవరితో మాట్లాడలేను నేను ఎవరితో కలవలేను నా దగ్గర కూడా ఎవ్వరూ రారు బట్ ఈ క్లబ్ హౌస్ అనే అప్లికేషన్ వల్ల నేను ఇప్పటివరకు మా అమ్మ అమ్మమ్మతో తప్పించి ఎవరితో మాట్లాడడం జరగలేదు బట్ క్లబ్ హౌస్ అప్లికేషన్ వల్ల నేను ఈరోజు మీ అందరితో మాట్లాడగలుగుతున్నాను మీ అందరి తాలకు ఒపీనియన్స్ కానీ వ్యూస్ కానీ నేను షేర్ చేసుకోగలుగుతున్నాను అండ్ మీ ఇన్పుట్స్ కూడా నేను చాలా చక్కగా తీసుకోగలుగుతున్నాను ఎందుకంటే తను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ డిస్కషన్స్ అసలు కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి హ్యాష్ ట్యాగ్స్ ఏంటి ఎస్ఈ e అంటే దీని మీద కూడా ఒక డిస్కషన్ జరిగిన తర్వాత షీ ఓపెన్ అప్ నాకు ఈ క్లబ్ హౌస్ అనేది నిజంగా చాలా ప్రాపర్గా యూజ్ అయింది ఎందుకంటే నాకున్న సిచ్యువేషన్కి ఇది చాలా యాప్ట్గా ఉందని then we all felt very proud okay మనం క్లబ్ హౌస్ని చాలా ప్రాపర్ డిస్కషన్స్కి యూస్ చేస్తున్నామని so this is the input ఈ క్లబ్ హౌస్ అనే అప్లికేషన్ కోసం ఈరోజు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే the way have you take it మీరు దాన్ని పాజిటివ్గా తీసుకుంటారా నెగిటివ్గా తీసుకుంటారా డేటింగ్ కోసం యూస్ చేస్తారా ఎగ్జామ్స్ కోసం యూస్ చేస్తారా బిజినెస్ కోసం యూస్ చేస్తారా ఫండింగ్ కోసం యూస్ చేస్తారా it's completely on your hands but end of the day input ఏంటి అంటే మీరు దాన్ని ఎలా తీసుకుంటే అలా కనిపిస్తుంది అని చెప్పడమే ఈ వీడియో తాలూకా ఉద్దేశం ఓకే ఇంకొక వీడియోలో ఇంకో కాన్సెప్ట్తో కలుసుకుందాం అంటిల్ దాన్ బాయ్ బాయ్